అక్షరాలను గుర్తించడంలో పిల్లల నైపుణ్యాలను పెంపొందించడానికి మీరు అక్షరాల కోసం శోధించే మార్గం ద్వారా నేర్పించగలరు మీరు వ్రాసిన లేదా ముద్రించిన పదాలను ఎక్కడ చూసినా దీన్ని చేయవచ్చు మీరు పిల్లవాడిని ఇలా అడగవచ్చు నేను మాతో మొదలయ్యే పదాన్ని చూస్తున్నాను మీరు కనుగొనగలరా అప్పుడు పిల్లవాడు ఆ పదాన్ని కనుగొనవచ్చు లేదా నేను ఆ అక్షరాన్ని చూస్తున్నాను అది ఎక్కడ ఉంది అని మీరు అడగవచ్చు మీరు పిల్లవాడిని అక్షరాన్ని ఎన్నుకోవడంలో ప్రోత్సహించవచ్చు మరియు మీరు అక్షరాన్ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు ఈ విధంగా పిల్లలు అక్షరాలను గుర్తించే సామర్థ్యాన్ని బలోపేతం చేయవచ్చు